పట్టు పురుగంతలేవు పిల్లో ఓ పిల్లో పట్టు చీరాలెందుకే నీకు పట్టు రవికేలెందుకే మూరేడంతా లేవు పిల్లో ఓ పిల్లో మూరెడు పువ్వులెందుకే నీకు ముక్కుకు మొక్కేరెందుకే అమ్మ గొట్టామంతా లేవు ఓ పిల్లో కమ్మల బుట్టాలెందుకే నీకు కళ్ళా కడియాలెందుకే